హలో ఏమండి పని మనిషిని అర్జెంటుగా పనిలో నుంచి తీసేయండి అస్సలు అది నా మాట వినట్లేదు అవునే నిజమే నువ్వు మొన్న మీ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు బతిలాడినా ఒకసారి కూడా నా మాట వినలే అర్జెంటుగా తీసేదాన్ని పనిలో నుంచి హలో ఏమండి రాత్రి మీకు నాతో మాట్లాడుతున్నట్టు కలొచ్చింది కదా అబ్బా అవునే అంత కరెక్ట్గా ఎలా చెప్పావు మీరు డిజర్ట్లో కూడా తలాడిస్తుంటేను మాటి మాటికి డౌట్ వచ్చిందిలే అబ్బాచ్చి ఏంటండి ఎలా అంటారు నేను నీకోసం ఎన్ని త్యాగాలు చేశానో తెలుసా చివరికి నేను మా అమ్మా నాన్నలు కూడా వదిలేసి వచ్చాను నీకోసం అబ్బా అవునా నువ్వు నువ్వు నా కోసం మీ అమ్మానాలని వదిలేసి వచ్చావు నేను నీ కోసం నా నలుగురు గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వచ్చాను తెలుసా నీకు ఏంటి అవునా అబ్బా ఎందుకండి నేను ఎప్పుడు పాడడం మొదలు పెట్టినా మీరు రోడ్డు మీదకి వెళ్ళి నించుంటారు వచ్చి వినొచ్చు కదా నా పాటలు నువ్వు ఇంట్లో పాటలు పాడుతుంటే పక్కింటోళ్ళు నేను నిన్ను తాగొచ్చి కొడుతున్నా అనుకుంటున్నారే అందుకేనే నా సేఫ్టీ నాకు ఉండాలి కదా అందుకే నేను రోడ్డు మీదకి వెళ్ళి నించుంటా నేను నిన్ను కొట్టట్లేదని